hi friends welcome to my channel ఈ వీడియోలో గోబీ టమాటా కర్రీ ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికి కావాల్సిన పదార్థాలు గోబీ ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు చిన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు ఒక కప్పు పచ్చిమిర్చి నాలుగు చీలికలు చేసి పెట్టుకోవాలి కరివేపాకు రెండు రెమ్మలు కొత్తిమీర కొద్దిగా కారం ఒక్క స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ పోపు సామాన్లు శనగపప్పు ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర కలిపి ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ మిరపకాయలు మూడు ఉప్పు రుచికి సరిపడా నూనె తగినంత పసుపు కొద్దిగా ముందుగా తరిగి పెట్టుకున్న గోబీలు కొద్దిగా గోరువెచ్చ నీళ్ళల్లో ఉప్పు వేసుకుని దానిలో ఈ గోబీ పువ్వుల్ని వేసి అరగంట సేపు నానబెట్టుకోవాలి దీని తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని వేడయ్యాక నాలుగు స్పూన్స్ ఆయిల్ వేయాలి తరువాత దానిలో పోపు సామాన్లు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగాక పచ్చిమిర్చి కరేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడానికి కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగే లోపల మనం ముందుగా గోబీ ఉప్పు నీటిలో నానపెట్టుకున్నాం కదా అది తీసేసి మంచినీటితో కడిగి ఈ విధంగా శుభ్రం చేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాయి కదా ఇప్పుడు దీనిలో గోబీ టమాటా ముక్కలు కూడా వేసి అన్ని వైపులా పూర్తిగా కలిసేలాగా తిప్పేసుకోవాలి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు వేసాం కదా కాబట్టి చూసి వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా కలిసేలా కలుపుకుని అవసరమైతే ఒక్క టీ గ్లాస్ వాటర్ పోసుకుని మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి చూద్దాం ఎంతవరకు కూర రెడీ అయిందో కదా చాలా చక్కగా ఉడికిపోయింది కూరని ఈ విధంగా కొద్దిగా మ్యాష్ చేసుకుందాం ఎందుకంటే ముద్దకూరలాగా తయారవడానికి కూర మీడియం ఫ్లేమ్లో